ప్రజాతాంత్రిక పార్టీ ఇతర పార్టీలకి ఉన్న తేడా మీ అందరికీ తెలుసు అవినీతి లేని రాజ్యం ఇప్పుడున్న వారందరూ అవినీతి పర్లేదు అవినీతిని అర్థం చెయ్యాలి అందుకే ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాను చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిక్తు ద్వారా చంద్రబాబు నాయుడు గారు హాయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్నో లెక్కలేవు అవన్నీ ఇప్పుడు సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు దాన్ని సుప్రీంకోర్టు ఆహ్వానించడం చాలా సంతోషం పుచ్చలాయల దొంగ అంటే ముద్దాలు నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు అవినీతి జరిగిందని మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశారని రెండు వేల పద్దెనిమిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసి మనం అందరం చదవగలం మరి నాలుగు సంవత్సరాలు ఎందుకు సిట్ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉన్నాయా ఒక్కసారి అనుమానం వస్తుంది ఎందుకంటే నేను బాగా చెప్పవండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మిత్రులని తోడు దొంగలని ఇప్పుడు బాబు నువ్వు పది సంవత్సరాలు వెళ్తా నేను పది సంవత్సరాలు వెళ్తాను మన రెండు కమ్యూనిటీలే బీసీలకు అవకాశం ఇవ్వద్దు దళితులకు అవకాశం ఇవ్వద్దని అప్పుడు మీరు నన్ను నమ్మారా చాలా మంది నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్పారు నాకు చాలా మిత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని సత్యం బయటకు వచ్చింది రెండు వేల ఏడు జూన్ ఎనిమిదిలో చెప్పారు ఒక తెలుగు ఒక టీవీ ఛానల్ ఎనిమిది గంటలు లైవ్ ఇచ్చాను నేను చెప్పినవన్నీ నిజాలే ప్రశ్నలు అడగడానికి నేను మన తెలుగు మిత్రులు ఏంటి ఇండియన్ ప్రెస్ ఏంటి ప్రపంచంలో ప్రెస్ కి వందల అవకాశాలు ఇస్తున్నాను రెండు వేల ఏడు తర్వాత ప్రతి ప్రశ్నకి జవాబు ఇస్తా నేను కూడా ప్రశ్నలు వేస్తున్నా మూడు నెలలు సంబోధిస్తున్నాం సిట్టికి ఆల్రెడీ సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారిని నేను కలిసిన విషయం సిబిఐ ఎంక్వైరీ కూడా మేము చేయిస్తాం తొంభై రోజులు రాష్ట్ర గవర్నమెంట్కి అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు నేను కొన్ని విషయాలు చదువుతాను ఇవి కూడా మీ ఎంక్వైరీలో పెట్టండి ప్రజలు నాకు పంపించింది అంతేకాకుండా వైఎస్ఆర్ సిపి నేను లాస్ట్ వీక్ గోదావరి వెళ్ళాను విజయనగరం వెళ్ళాను అక్కడ వత్స సత్యనారాయణ నా మిత్రుడు ఉన్నాడు ఆయనకి ఇప్పుడు లక్ష కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి ఎలా వచ్చాయి నన్ను కలిసినప్పుడు ఆయన దగ్గర కోటి రూపాయల ఆస్తులు కూడా లేదు ఇప్పుడు లక్ష కోట్ల ఆస్తి వచ్చింది అది కూడా సిక్స్ ద్వారా ఎంక్వైరీ చేయండి ఇంకా వైఎస్ఆర్ సిపిలో ఉన్న అవినీతి పనులందరినీ బయటికి లాగండి మీరు నిజంగా తోడు దొంగలు కాకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేసి ముప్పై రెండు కేసులు పెట్టారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పెట్టట్లేదు సిట్ ఎంక్వైరీ వద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలా స్టే ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పడుతుంటది అప్పుడు రమణ గారు ఉండేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఢిల్లీలో మూడు సార్లు పేరు పెట్టి వార్నింగ్ ఇచ్చాం మీ అందరూ చూశారు యుక్రెయిన్ రష్యా నోటీసులు పంపంటే లాస్ట్ ఇయర్ పంపారు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నాను ప్రపంచం అంతా నాకు మద్దతు ఇచ్చారు ఇరవై ఒక్క రోజుల్లో నూట నలభై ఒక్క మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు గత February March including American president వెనక్కి తిరిగి నన్ను కలిసి యుక్రెయిన్ వెళ్తుందా యుక్రెయిన్ యుద్ధానికి వెళ్తుందా నిలబడ్డాడు మీరు ఫేస్బుక్ లో టీవీలో అమెరికన్ ఛానల్లో చూశారు కానీ నలుగురే నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు నూట తొంభై ఏడు దేశాల్లో రష్యాకు మద్దతు ఇచ్చింది ఎవరు ఎరిట్రియా ఆ ఇథియోపియా ప్రెసిడెంట్ వచ్చారు మన charity city Mahbubnagar Warangal తిరిగారు మీరు చూశారు దాంతో పాటు యాభై ఆరు ఆఫ్రికా దేశాలకు ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నిర్మల్ గారు మీ మీడియా మిత్రులు కాదు రిపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చంపిస్తారు అక్కడ కేసీఆర్ గారు ఆయన చంపిస్తారు అక్కడ మోదీ గారు చంపారు ఎంతమంది నన్ను చంపుతారు మీరు చంపిస్తారంటే ఏమైనా జరుస్తారా ఇంకా కొంచెం దోస్ పెంచుతా చంద్రబాబు నాయుడు గారు నేను మీరు గంటలో పారిపోయారు పద్దెనిమిది వందల పోలీసుల్ని మూటి ముడాలని సర్దుకొని అమరావతి వచ్చేసారు నేను కేసీఆర్ గారిని ఢీకొంటున్నా ఆయన మార్పు చెందాలని కోరుకుంటున్న పదమూడు నెలలు రాత్రి పగలు హైదరాబాద్ లో తెలంగాణలో ఉండి గ్రామాలన్నీ తిరిగి పన్నెండు వేల గ్రామాలు సర్పంచ్ ఒక కోటి రూపాయలు ప్రజాశాంతి పార్టీ అధికారంలో వస్తే గ్రామాభివృద్ధి సర్పంచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఇరవై ఐదు వేల జీతం అప్పులు పది నుంచి పదిహేను లక్షలు చేసిన అప్పులు తీర్చుతాం ఎందుకు ప్రజాశాంతి పార్టీ వస్తే ఈ మద్దతు నాకు అవసరం లేదు ఒక సంవత్సరంలోనే వైట్ మనీ రిలీజ్ అవుతుంది మూడు నెలల్లోనే మార్పు మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అధికారం అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నరేంద్ర మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు బిజెపికి పదిహేను సంవత్సరాల అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి యాభై ఆరు సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఏం చేశారు ఉచిత వైద్యం ఎవరికైనా ఇచ్చారా మేము ఇస్తాం సంవత్సరంలోనే మా అజెండా దయచేసి రాయండి మీడియా మిత్రులు ఉచిత విద్య ఎవరికైనా ఇచ్చారా మూడు లక్షల పదివేల మందికి నేను పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేజీ టు పీజీ ఇచ్చారు నేను పుట్టిన చిట్టువలస దగ్గర ఇరవై ఎకరాల్లో బిల్డింగ్లు కట్టి ముప్పై సంవత్సరాలు నేను పెరిగిన హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర పన్నెండు వందల ఎకరాలు ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చారు ప్రధానమంత్రులు వచ్చారు ప్రెసిడెంట్లు వచ్చారు చూశారు doctor KF Paul Indian leaders అని గూగుల్ చేయండి ఈ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ రాజశేఖర్ ఈ సుశీల్ కుమార్ సింధే ప్రైమ్ మినిస్టర్ దేవ్ గారు గారు వాటి మీరు వినండి వాళ్ళ గారితో ఎవరికి కంపేర్ చేయకండి అని వాళ్ళే అన్నారు మార్పు రావాలి మార్పు కావాలి ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకొని డెబ్బై సీట్లు అరవై ఏడు కేజ్రీవాల్ గెలిపించారు ఆమ్ ఆద్మీ పార్టీ గత సంవత్సరం పంజాబ్ మాకు అకాలీదళ్ వద్దు అంటే టీడీపీ వద్దు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వద్దు మార్పు కావాలని బీజేపీ కాంగ్రెస్ వద్దని ఆమ్ ఆద్మీని గెలిపించారు వేరే ఊరు లేని ని గెలిపించిన నలభై రెండు సంవత్సరాలుగా సేవ చేస్తున్న నేను రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్ల అభిమానులు సంపాదించుకున్నది రెండు సెవెన్ ఫోర్ సెవెన్లు ప్రపంచ చారిటీ సిటీలు నూట యాభై ఐదు దేశాలు మూడు లక్షల పదివేల మంది అనాథులు ఆడుతున్న నలభై లక్షల విధంతులు ఆడుతున్న ఐదు లక్షల కోట్లు అఫీషియల్ డొనేషన్ ఇచ్చారు నాకెందుకు మీరు ఒక అవకాశం ఇవ్వరు అని నేను గత రెండు సంవత్సరాలుగా అడుగుతుంటే ఇప్పుడు నూటికి అరవై డెబ్బై శాతం ప్రజలు కోరుకుంటున్నారు మాకు బొత్స సత్యనారాయణ వద్దు టీడీపీ అసలే వద్దు రే మూర్ఖులారా రాయలసీమలో కొంతమంది మూర్ఖులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేద్దాం అనుకుంటున్నారు అక్టోబర్ ఒకటి వరకు వెయిట్ చేయండి ప్రపంచ శాంతి సభ బిలియనీర్స్ రావడం మీరు చూస్తారు కళ్ళతో ఇప్పటికే అనేకులు కన్ఫర్మ్ చేశారు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది లక్షల కోట్లు తీసుకురావడం నేను చూస్తాను చివరిగా మోదీ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు అది కూడా మీరు రాసుకోండి మా వెబ్సైట్కి వెళ్ళి మోదీ గారు ఇచ్చిన పర్మిషన్ దానికి రూపాలా గారు హోస్ట్ చేయమని అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ మోదీ గారు చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ లేదు ఈ దొంగ ఓ రెండు మూడు ఛానల్ ఏదో ఒకటి రెండు ఛానల్ మోదీ వెయిట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గురించి నాలుగు సంవత్సరాలు మీరు కలవద్దన్నాను నేను అమిత్ షా గారితో చెప్పాను మోదీ గారితో చెప్పాను రూపాల గారితో చెప్పాను చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మిమ్మల్ని మింగేస్తాడు అని please do subscribe Myra media please subscribe Myra media subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.